ప్రాణానికి వచ్చేస్తుంది మామూలు మనిషిలా తల్లి కంట పడకూడదు తిక్కులు అనుకోండి పడుకో ఎంత అర్ధరేత్రి దేవి ఎక్కడికి పోతున్నట్లు రామ పొలిమేరల్లోకి అక్కడికి ఎందుకు గ్రామంలోకి ఏ దుష్ట శక్తులు అంటు వ్యాధులు ప్రవేశించకుండా కాపలా కాయడానికి అట్టగా అంతేకాదు ఈ గ్రామంలోని పిల్ల పాపల్ని బొడ్డు గోదల్ని ఆ తల్లి ఉందే ఆ తల్లి ఎప్పుడు చల్లగా చూస్తూ ఉంటుంది నిజంగా దేవతంటే ఈ కామాక్షమ తల్లే తాత తాత ఈ తల్లి ఇక్కడ ఎప్పుడు వెలిసిందో ఎలా వెలిసిందో చెప్పు తాత అదొక పెద్ద కథ సప్తయిను స్వామి ఈ ప్రదేశము ఎంత రమణీయముగానున్నదో చూస్తున్న కొద్దీ మనసు పరవశించిపోతున్నది ఇక్కడ దిగి ప్రకృతి మాత అందచండాలను తనివి తీరా తిలకించి వెళదాం స్వామి అలాగే దేవి నరసింహుడు కొలువై ఉన్న దివ్య దేవాలయము గలగల ప్రవహించే ఈ పుణ్య పినాకిని నది వడలు పులకరింపచేసే చల్లని పిల్లగాలులు మనసులో గిలిగింతలు పెడుతున్నాయి ఆహా ఎంతటి ఆహ్లాదకరమైన ప్రదేశమో తనువు ఆనంద డోలికల్లో తేలిపోతోంది స్వామి నిజమదేవి ప్రమోదభరితమైన ఈ ప్రదేశాన్ని తిలకిస్తుంటే దండము పులకరిస్తోంది మనసు తీరా శృంగారోత్సవం చేసుకోవాలనిపిస్తోంది అందుకు నేను సిద్ధమే స్వామి తపస్సు ఫలించింది ఆనంద డోలికల్లో తేలియాడే ఆది దంపతుల దివ్య దర్శన భాగ్యం కలిగి నా జన్మ సార్థకమైంది ధన్యోస్మి ధన్యోస్మి శివానంద వై కూడా సమయ సమయాలను విస్మరించి మమ్మల్ని సమీపించి మా ఆనందానికి అంతరాయం కలిగిస్తావా మా ఏకాంతానికి భంగం కలిగిస్తావా ఓంకార స్వరూపిణి ఈ పంచభూతాలలో ఈ చతుర్దశ భువనాంతరాళాలలో నిండి ఉన్న సర్వాంతర్యామి నీవు లేని దిక్కు లేదు నీవు లేని చోటు లేదు చివరకు ఆదిశంకరుని అర్ధ శరీరంలో కూడా నీవే నిండి ఉన్నావు ఆదిశక్తి నీవు లేని ఏకాంత స్థలం ఎక్కడుంది తల్లి నీ మాయమాటలతో నా మనసు మార్చలేవు శివానంద భక్తి పారవస్యంతో యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయిన నీవు ఈ కొండ మీద ఒక బండరాయిగా మారిపో నేరక చేసిన నేరానికి ఇంతటి ఘోరమైన శాపాన్ని విధిస్తున్నావా తల్లి నీవు జగన్మాతవు అందరికీ తల్లివైన నీవు నీకు బిడ్డనైన నన్ను ఇంత కఠినంగా శిక్షించడం ధర్మం కాదు తల్లి నా తప్పును మన్నించి నీ శాపాన్ని ఉపసంహరించు తల్లి అది అసంభవం తెలిసి చేసినా తెలియక చేసినా నేరము నేరమే శాపము అనుభవించక తప్పదు కాత్యాయని నీ కోర్కెను తీర్చుకోవడానికై పరమశివుడితో భూలోకానికొచ్చావు నా కారణంగా నీ కోర్క తీరలేదన్న కోపంతో నన్ను శపిస్తావా తల్లి శపించే శక్తి నీకే కాదు తల్లి నాకు ఉంది నేను బండరాయినైతే నువ్వు ఆ బండరాతిని పీఠంగా చేసుకుని కోరికలు తీర్చుకునే కామాక్షిగా కాకుండా భక్తుల కోరికలు తీర్చే కామాక్షిగా శాశ్వతంగా నా శిరస్సుపైనే నిలిచిపోవాలి భక్త కోటిని ఉద్ధరించాలి స్వామి ఏమిటి వైపరీత్యం కాదు దేవి లోక కళ్యాణార్థం అందుకని శివానంద మహర్షి ప్రతిశాపాన్ని నిజం చేస్తారా స్వామి కాశీలో విశాలాక్షిగా కంచిలో కామాక్షిగా మధురలో మీనాక్షిగా శ్రీశైల శిఖరాన భ్రమరాంబగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గగా మహిషపురిలో చాముండేశ్వరిగా సహ్యాద్రిపై మూకాంబికగా వెలసింది కూడా లోక కళ్యాణం కోసమే కదా అలాగే ఈ రజతగిరి మీద కూడా వెలసి భక్త జనాల్ని రక్షించు దేవి తప్పదా స్వామి తప్పదు దేవి శివానంద మన శాప ప్రతిశాపాలు విధి నిర్ణయాలు నా స్వామి అనుజ్ఞాన అనుసరించి అతి త్వరలోనే నిన్ను పీఠంగా చేసుకుని ఈ రజితగిరి మీద కామాక్షమగా వెలుస్తాను ధన్యోస్మి తల్లి ధన్యోస్మి శివాయ ఆది పరాశక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి నమో నమ ధర్మం ఒంటి పాదం మీద నడుస్తోంది భూత ప్రేత పిశాచ గణాలు చెలరేగి మానవ లోకాన్ని పట్టి పీడిస్తున్నాయి శాపగ్రస్తుడైన శివానంద మహర్షికి నీవిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకో తల్లి ఆ సమయం ఆసన్నమైనది త్వరలో నాలోని ఒక అంశ భూలోకానికి వెళ్లి శివానంద మహర్షి పాషాణాన్ని పాదపీఠంగా చేసుకుని కామాక్షమ్మ పేరుతో పవిత్ర పినాకిని నదీ తీరాన ఉన్న రజతగిరి మీద వెలుస్తుంది కలి ప్రభావాన్ని తగ్గిస్తాను భూత ప్రేత పిశాచాల నుండి ప్రజలకు విముక్తి కలిగిస్తాను ప్రజల కష్టాలను తొలగిస్తాను ఒకనాడు మహాసాధ్వి సీతాదేవి పూజించిన నీ విగ్రహము ఇప్పుడు పినాకినీ నది గర్భంలో ఉన్నది నీవు వెళ్లి ఆ మూర్తిలో ప్రవేశించి శివానంద మహర్షిని కరుణించు తగిన సమయమాసన్నమైనప్పుడు నేను సపరివారముతో వచ్చి నిన్ను చేరుకుంటాను కొన్నేళ్లకు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు దేశ సంచారం చేస్తూ జీర్ణ దశలో ఉన్న దేవాలయాలను పునరుద్ధరిస్తూ ఈ పినాకినీ నదీ తీరానికి వచ్చారు ఆశ్చర్యం ఈ శిలా విగ్రహం నీటిలో తేలడం ఏమిటి నా చేతికి దొరకడం ఏమిటి స్వామి ఈ శిలా విగ్రహం శ్రీ కామాక్షిదేవి జగన్మాత శ్రీ కామాక్షిదేవి విగ్రహం ఈ నదీ తీరంలో ఎక్కడో ఒక చోట వెలసి భక్తకోటి చేత పూజలందుకోవాలని ఈ తల్లి సంకల్పం కాబోలు జగన్మాత కామాక్షి జగన్మాత కామాక్షి జగన్మాత కామాక్షి జగన్మాత కామాక్షి వేం చేసావా తల్లి కామాక్షి జగన్మాత కామాక్షి జగన్మాత కామాక్షి జగన్మాత కామాక్షి జగన్మాత కామాక్షి జగన్మాత కామాక్షి జగన్మాత కామాక్షి జగన్మాత కామాక్షి జగన్మాత కామాక్షి ఉన్నట్లుండి పడిపోయింది విడతలే నీ సంకల్పం అమ్మా కామాక్షి కామాక్షి దేవి ఎన్నాళ్లకు నీ దయ కలిగింది తల్లి ప్రజానీకం సమక్షంలో శ్రీ శంకరాచార్యుల వారు కామాక్షీదేవిని ఇక్కడ ప్రతిష్ఠించి దేవికి కోవెల నిర్మించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు అంతేకాదు ఈ కామాక్షీదేవిలో శారదాదేవిని కూడా ఐక్యం చేయాలనే సత్సంకల్పంతో కాశ్మీర దేశానికి వెళ్లి ఆ శారదాదేవి సాక్షాత్కారాన్ని పొందడం కోసం దీక్ష వహించారు వచ్చా శ్రీ శారదాదేవి సుజ్ఞాన తేజోమణి వాణి గీర్వాణి బిరిబోణి హే పద్మపాణి మహాకీరవాణి సౌజన్యవాణి ఆనంద సంధాయిని ब्रह्मराणी वीणापाणि न दिव्याणी दिव्याणि गीतसाहित्य पावनी शारदा देवदेवी नमस्ते नमस्ते नमः శంకరా లేనాయనా అఖండ వేదాంత జ్యోతివైన నీకు ఇంకా ఏమి కావాలి నాయన శారదాదేవి త్రిలింగ దేశ ప్రజలకు నిరంతరం విద్యా విజ్ఞానాలను ప్రసాదించడం కోసం నీవు నాతో రజితగిరికి రావాలి పినాకిని తీరాన వెలసి ఉన్న దేవి కామాక్షిలో కలసిపోవాలి శాశ్వతముగా అక్కడే నిలచి భక్త కోటిని అదే తల్లి నా ప్రార్థన సరే నీ ప్రార్థన మన్నించి నీతో రజతగిరికి వస్తాను మహాభాగ్యం మాత మహాభాగ్యం కానీ ఒక నిబంధన ఏమిటి తల్లి నేను నిన్ను అనుసరిస్తూ ఉంటాను రజతగిరికి చేరే వరకు నీవు వెనుతిరిగి చూడకూడదు చూడను తల్లి చూడను ఒకవేళ తిరిగి చూస్తే నేను నిన్ను అనుసరించను పదా ఆచార్యుల వారు శారదాదేవిని తీసుకుని తుంగానదీ తీరాన ఉన్న శృంగగిరి దగ్గరకు వచ్చారు తల్లి నీ అందల సవ్వడి వినిపించడం లేదే దూరమైపోయావా ఏమిటమ్మా ఈ వైపరీత్యం వాణి గీర్వాణి తొందరపాటుతో నేను చేసిన అపరాధానికి ఇంత పెద్ద శిక్ష విధిస్తావా వద్దు తల్లి వద్దు నన్ను కరుణించి నాతో రా తల్లి రా తల్లి నీవు నా కోరిక తీర్చకపోతే నీ పాదాల చెత్తనే నేను ప్రాయోపవేశం చేస్తాను ఆవేశపడకు శంకరా ఇది దైవ నిర్ణయం అచంచలమైన నీ లక్ష్యం ప్రజల కొరకు నీవు పడే తపన నిస్వార్థమైన నీ జీవితాశయం నన్ను ముక్తురాల్ని చేశాయి త్రిలింగ దేశ ప్రజానీకాన్ని కటాక్షించడం కోసం నాలోని ఒక అంశ వెళ్లి పినాకిని నదీ తీరాన వెలసి ఉన్న కామాక్షి దేవిలో ఐక్యమైపోతుంది ధన్యోస్మి మాత ధన్యోస్మి ఈ శృంగగిరి లోయలో ప్రవహించి ఈ తుంగానదీ తీరానని నాకు ఆలయాన్ని నిర్మింపచేసి శ్రీచక్ర స్థాపన చేసి నిత్య సేవా కైంకర్యములకే ఆజ్ఞను శిరసావహిస్తాను తల్లి తరువాత కొన్నేళ్లకు శ్రీ రామానుజాచార్యుల వారు దేవి కామాక్షమ్మ దర్శనం కోసం ఇక్కడికి వేయించేశారు సతీ శారదల దివ్య దర్శన భాగ్యము సర్వమంగళ కామాక్షి జయము జయము మేటి శారద నీలోన మిళితమయ్యే మీదు కలయిక జగతికి మేలుగూర్చే శక్తి జ్ఞానంబు మాకి సర్వ వినూత శిష్యులారా ఇంతవరకు ఈ కామాక్షమ్మ మూర్తిలో లోకమాతలైన పార్వతీ సరస్వతులు కొలువై కొలిచిన భక్తులకు శక్తి విద్యల్ని ప్రసాదిస్తున్నారు శ్రీ గౌరీ శారదా అంశలతో పాటు ఆ లక్ష్మీ అంశ కూడా తోడైతే భక్తకోటికి శక్తి విద్యలతో పాటు ఐశ్వర్యం కూడా లభిస్తుంది శ్రీమన్మహారాణి కళ్యాణి పూబోణి దీనావని ఘోర దారిద్ర్య నిర్మూలిని పావని విష్ణు వక్షస్థలావాసిని సర్వ సౌభాగ్య సంధాయిని శాశ్వతానంద సంశోభిని శ్రీలక్ష్మి శుభలక్ష్మి ధనలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి హే ధైర్యలక్ష్మి సుజ్ఞానలక్ష్మి సంతాన సౌభాగ్య గజలక్ష్మి గృహలక్ష్మి హే ధాన్యలక్ష్మి మహారాజ్యలక్ష్మి నమో మోక్షలక్ష్మి నమో అష్టలక్ష్మి పాహి పాహి సాధ్వీ భవద్దివ్య రూపం సదా సత్కటాష్టం లభ్యం కరోమి జగన్మాత హే సర్వలక్ష్మి నమస్తే నమస్తే లోక కళ్యాణార్థం భక్త రామానుజుడు నీ దర్శనం కోసం ప్రార్థిస్తున్నాడు వెల్లుదేవి భక్తాగ్రేసరా రామానుజ ఎందులకు నన్ను ప్రార్థించితివి తల్లి వైష్ణవి భక్త కోటి సంరక్షణార్థం శాంభవి శారదల వలె నీవును ఈ కామాక్షములో లీనం కావాలమ్మా ఈ కామాక్షమును దర్శించిన భక్తకోటికి సమస్త పాపాలు సమసిపోయి దారిద్ర్యం తొలగిపోయి విద్యా విజ్ఞానాలతో పాటు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలిగేలా వరం ప్రసాదించు తల్లి తథాస్త ధన్యోస్మి మాత ధన్యోస్మి తల్లి కామాక్షి శను శరణు మీ ఆవేదన నాకు అర్థమైంది అసలు మీ కన్న కూతురు కాపురం కన్నీటి పాలు కావడానికి కారణం ఏమిటో వివరంగా చెప్పండి మాకిద్దరు బిడ్డలు స్వామి ఒక కుమార్తె ఒక కుమారుడు మా కుమార్తె మల్లికను నరేంద్రులకు నరేంద్రుని చెల్లెలు రాధికను మా కుమారుడు మోహన్కు ఇచ్చి ఒకే ముహూర్తంలో వారి వివాహాలు ఘనంగా జరిపించాం ఇంకా ఆలస్యం చేస్తే వచ్చి వస్తుంది వెంటనే వధువులు బయలుదేరడం మంచిది అమ్మా మల్లిక అత్తవారింటికి కొత్తగా కాపురానికి వెళ్తున్నావు అత్త మాట చవతాటకుండా భర్త మనస్సు నొప్పించకుండా ఆదర్శ గురువుని అని పేరు తెచ్చుకుని నీ మెట్టినింటి గౌరవాన్ని రెట్టింపు చేయాలి తల్లి అలాగేనమ్మా అమ్మ రాధిక సదా అత్తమామల్ని గౌరవిస్తూ భర్త అనురాగాన్ని చూరగొంటూ అందరికీ తల్లో నాలికలా ఉంటూ మీ పుట్టింటి పేరు నిలబెట్టాలి తల్లి అలాగేనమ్మా మా రాధికను అల్లారు ముద్దుగా పెంచుకున్నాం ఎలా చూసుకుంటారో ఏమో మీరేం దిగులు పడకండి వదిలి గారు రాధికి నా కోడలే కాదు కూతురు కూడాను అలాగే మా మల్లికకు ఇక నుంచి అత్తైనా అమ్మైనా మీరే వదిలి గారు అలాగే వదిలి గారు ఇక నుంచి మల్లిక మా ఇంటి మహాలక్ష్మి బాబు టైం అయింది బయలుదేరండి దీర్ఘ సుమంగళీ భవ మేడపైకి వెళ్ళమ్మా కూర్చొని నీ ఒడిలోనా ఎలా ఉంది హాయిగానా తీయగానా శృంగార జలక్రీడలక ఇద్దరం పోతేనే ముద్దు ముందా పాలు తాగండి నాకు కావాల్సింది ఆ పాలు కాదు నీ శృంగారంలో పాలు నీ శృంగారంలో పాలు <laughs> కాదమ్మా అది పిచాచి అవునమ్మా అది నా గుండెల మీద కూర్చొని నా రక్తం తాగుతానంది నా కంటో నులిమి నా ప్రాణం తీస్తానంది కుటుంబాల్ని అనవసరంగా నువ్వు అనుమానించడం నిజంగా ఘోరరా చేస్తూ ఉంటాం అక్కడ పడగదిలో మల్లిక నీ కోసం ఎదురు చూస్తుంటుంది బాబు వెళ్ళకపోతే మల్లిక బాధపడుతుంది నాయన వెళ్ళి నన్ను చంపేస్తుంది అలా ఊరుకో దెయ్యాల సినిమా చూసి చూసి నీ బుర్రే చెడిపోయింది అయితే నిన్న రాత్రి మల్లిక నన్ను చంపవటం నీకేదో పీడకలు వచ్చింటుంది అది నిజమని ఊహించుకొని అనవసరంగా భయపడుతున్నావు వెళ్ళు బాబు వెళ్ళను వెళ్ళమంటుంటే వెళ్ళనంటుంటే వెళ్ళకపోతే ఊరుకుంటారా వెళ్ళి మళ్ళీ కప్ప చెప్తాను అది కదమ్మా నేను చెప్పేది అమ్మంటుంటే <laughs> చూడండి రండి చూస్తుంటే నాకు భయంగా ఉంది ఎందుకు భయం నేనేమైనా దయ్యాన్నా పూతన్నా నిన్న రాత్రి నన్ను ఎందుకు చంపబోయావు ఏమిటి నేను మిమ్మల్ని చంపబోయానా నువ్వు నా రక్తం తాగుతానా లేదు నా ప్రాణం తీస్తానా లేదు చూడండి భార్యకు భర్తే ప్రత్యక్ష దైవం అండి నా దైవాన్ని నేనెందుకు చంపబోతారండి Oh మల్లిక ఊరుకో మల్లిక ఊరుకో ఎప్పుడైనా తెలిసిందా మళ్ళీ నిజ స్వరూపం తెలిసింది బాబు తెలిసింది తెలిసి కూడా ప్రతి రాత్రి ప్రాణగండంగా మళ్ళీ ఎలా కాపురం అమ్మా అయితే ఏం చేయమంటావు మల్లికని వెంటనే తీసుకుని వెళ్ళి వాళ్ళ పుట్టింట్లో వదిలేసి వస్తాను నీ ఇష్టం బాబు నీ ఇష్టం అత్తయ్య ఇదిగో నీ గారాల బిడ్డ ఇక్కడే ఉండిపో బాబు నరేంద్ర ఏం జరిగింది బాబు పెళ్లికి ముందే మల్లికకు దయ్యం పట్టిందన్న విషయాన్ని మభ్యపెట్టి మీరంతా కలిసి నన్ను మోసం చేస్తారా దయ్యం పట్టిందా లేదు బాబు మా ఇంట్లో ఉన్నంత కాలం ఏ దైవం పట్టలేదు బాబు దైవంటూ అంటూ పడితే అది మీ ఇంట్లోనే పట్టుంటుంది అనవసరంగా లేనిపోని అపనిందలు మోపి మల్లికను పుట్టింట్లో వదిలిపెట్టి పోడు నీకు మంచిది కాదు నాయన ఏమండి మీకు నా మీద ఇష్టం లేకపోతే మీరే నా గొంతు నిలిమి చంపేయండి అంతేకాని ఇలా అన్యాయంగా నా మీద అభాండాలు వేసి నన్ను దూరం చేయకండి నాకు భారం చేయకండి నువ్వెంత ఏడ్చినా నా మనసు మారదు ప్రతి రాత్రి ప్రాణగండంగా నీతో కాపురం చేయటం నా వల్ల కాదు మనేటితో మన వివాహ బంధం తెగిపోయినట్టే గుడ్ బై వెళ్ళకండి నన్ను విడిచి వెళ్ళకండి నాకు అన్యాయం చేయకండి రేంద్ర పెద్దవాళ్ళు అయినా నీకు చేతులెత్తి మొక్కుతున్నాను మా బిడ్డ జీవితం నాశనం చేయద్దు నాయనా బాబు మా మల్లికను కరుణించి దాని కాపురాన్ని నిలబెట్టయ్యా మీ ముసలి కన్నిటిని చూసి ఇంకా మోసపోతానని భ్రమపడకండి నీతో పాటు నీ చెల్లెలు కూడా కుక్కిపో అన్యాయం అన్యాయం కాదమ్మా చెల్లెల జీవితాన్ని కన్నీటిమయం చేసిపోయే ఈ నరేంద్ర చెల్లెలు కూడా కన్నీటితో కుమిలిపోవాలి తన చెల్లెల కన్నీటి జీవితాన్ని చూసి తాను మల్లికకు చేసిన ద్రోహాన్ని తలుచుకుని ఆ నరేంద్ర ప్రతిక్షణం కుమిలిపోవాలి తీసుకెళ్ళు ఆగనయ్యా నీ మొండి పట్టుదలకు మా రెండు జీవితాలను బలి చేయకన్నయ్యా నీ మనసు మార్చుకోనయ్యా అది జన్మలో జరగదు అప్పటి నుంచి మా మల్లికలు చూపించిన సైకియాట్రిస్ట్ లేడు తిప్పని ఆసుపత్రి లేదు పరీక్షించని డాక్టర్ లేడు చూడని భూత వైద్యుడు లేడు ఇంత చేసిన ప్రయోజనం ఏమీ కనపడలేదు అమాక్షి దేవి సన్నిధికి వెళితే నయము కాని వ్యాధులు నయమవుతున్నాయని తీరని కష్టాలు తొలగిపోతున్నాయని తెలిసింది వెంటనే మా మల్లికను తీసుకుని ఈ దేవి సన్నిధానానికి వచ్చి చేరాను స్వామి మంచి పని చేశారు భక్తుల నమ్మకాన్ని ఈ తల్లి ఎప్పుడూ వమ్ము చెయ్యదు కోరి భజిస్తే నమ్మి పూజిస్తే ఈ కామాక్షి తల్లి మీ కన్న కూతుర్ని పట్టి పీడించే దుష్టశక్తిని తప్పక తోదముట్టిస్తుంది ఈ దేవి మహిమలు కోకొల్లలు మీరు శ్రద్ధగా వింటామంటే నేను విన్నది వివరిస్తాను అంతకన్నా మహాభాగ్యమేముంది స్వామి భక్తి శ్రద్ధలతో వింటాం చెప్పండి ఈ రోజు గుళ్ళో ఇంత రద్దీగా ఉంది శుక్రవారం కదండి ఈ జనంలో బిడ్డనెత్తుకుని గుళ్ళోకి వెళ్ళడం చాలా కష్టం రద్దీ తగ్గేదాకా అలా నీడలో నిలబడదాం అలాగే. అన్నయ్య ముందు నువ్వు బేబీని పట్టుకుని ఇక్కడే ఉండు ముందు మేము వెళ్ళి దేవి దర్శనం చేసుకుని వస్తాం తర్వాత నువ్వు విడుతూ గాని అలాగేనమ్మా తీసుకోబావా రండి ఈ రద్దీ తగ్గేదాకా మనం కాసేపు అక్కడ కూర్చుందా అమ్మా కమలా ఈ భక్తులంతా మనలాగే కామాక్షమ్మ కరుణ కోసం వచ్చిన వాళ్లేనమ్మా ఈ తల్లిని దర్శించిన వారికి మానని వ్యాధులు తీరని బాధలు అన్నీ తెలిగిపోతున్నాయమ్మా మీరా సూర్యం బాబు బాగున్నావా మాధవి ఏం బాబు బాబు ఉన్న ఒక్కగానొక్క కూతురు నోర్లేందైపోయింది ఈ బిడ్డ భవిష్యత్తును తలుచుకుని బాధపడిన రోజంతూ లేదు బాబు సమస్త కష్టాలను తొలగించి ఈ కామాక్షమతల్ని తల్లిని దర్శించుకుని నా బిడ్డకు మాట ప్రసాదించమని వేడుకోవాలని వచ్చాను బాబు అలాగా మీరు మీ మేనగోడల్ని తీసుకొచ్చారు మీ చెల్లెమ్మగా రాలేదా వచ్చింది మాధవి చంద్రంతో కలిసి అలా గుళ్ళోకి వెళ్ళింది నేను కూడా వెళ్ళి ఆ దేవి దర్శనం చేసుకుని వస్తాను అందాక బేబీని ఎత్తుకుంటావా అలాగే బాబు తొందరగా రండి అలాగే అదిగో బేబీ మాధవి బేబీ నీ దగ్గర ఉందే మా అన్నయ్య ఎక్కడ దేవి దర్శనం కోసం గుళ్ళోకే వచ్చారు కదమ్మా భలే అన్నయ్యే మనం బేబీని ఆయనకి అప్పగించి వెళ్తే ఆయన మాధవి అప్పగించి వెళ్ళారు పర్వాలేదమ్మా ఇది తీసుకోండి తీసుకో బేబీని లేవు బేబీ ఒంటి మీద నగలేది బేబీ నగలు కనిపించటం లేదు నేను బేబీని మాధవ్ కప్పు చెప్పినప్పుడు నగలన్నీ ఉన్నాయే ఇది నీ పనేనా లేదు బాబు నాకేమి తెలీదు ఆ దేవి సాక్షిగా నింటే దొంగతనం చేసిన వాళ్ళెవరు అంత తొందరగా నిజం ఒప్పుకోరని మాకు బాగా తెలుసు రవి మర్యాదగా తప్పు ఒప్పుకుని మా నగల్ని మాకు ఇచ్చాయి చిన్నమ్మా నిజంగా నేను నగల్ని తీయలేదు నువ్వు తీయకపోతే మరి ఆ నగలేమని లెక్కలొచ్చి ఎగిరిపోయినాయా <gasps> తారా దీనికి తెలియకుండా నగలు అక్కడికి పోవు వెంటనే దీన్ని పోలీసులకు అప్పచెబుదాం అంత మాట అనకండి బాబు అంత మాట అనకండి మీకు నిజంగా అనుమానమైతే నా దగ్గర నా బిడ్డ దగ్గర వెతుక్కోండి బాబు దొంగిలించిన సొమ్మును ఎవరు దగ్గరుంచుకోరు ఎవరికైనా ఇచ్చి బయటికి పంపించుంటాం లేదు బాబు నా ఒక్కగానొక్క బిడ్డ సాక్షిగా నేనే పాపం ఎరుగను పాప మాధవి మొహం చూస్తుంటే నగల్ని తెలియదనిపిస్తుంది బాబా అదంతా నటన వెంటనే దీన్ని పోలీసులకు అప్పగిస్తే వాళ్లే దీని చేత ఆ నగల్ని కక్కిస్తారు చిన్నమ్మా నువ్వు పేదదాన్నైనా దొంగను మాత్రం కానమ్మా అసలు మీ బేబీ ఒంటి మీద ఉన్న నగల్ని నేను చూడలేదు నేను నిజంగా తీయలేదమ్మా మాధవి తనకు తెలియదంటూ అదే పనిగా ప్రాధాయపడుతుంది ఎందుకైనా మంచిది వెతికి చూద్దాం అన్నయ్య ఇదంతా నటన నడవే పోలీస్ స్టేషన్ కి ఆ దేవి వచ్చి సాక్ష్యం చదువుతుంది నిరపరాధురాలు నిరపరాధి నీకెలా తెలుసు ఈమె నాకు చాలా ఏళ్లుగా తెలుసు ఈమె దొంగ కాదు దొంగ ఎవరో తేల్చవలసింది నువ్వు నేను కాదు పోలీసులు అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు ఇక్కడ దొంగ ఎవరో కోవెల గణపతి చూపిస్తాడు గణపతి గణపతి Thank you. బిడ్డ నగల్ని దొంగిలించిన దొంగ ఎవరో చూపించు ఇన్నాళ్ళు నేను ఎదురు చూశాను అమ్మా కామాక్షి ఇన్నేళ్లకు నా బిడ్డను కరుణించావమ్మా ఏమయ్యా బిడ్డ నగల్ని నువ్వు దొంగిలించి అన్యాయంగా నేరాన్ని మాధవ మీద నటి ఇంత ఆట వాడతావా దేవి దర్శనం కోసం వచ్చిన ఈ పేదరాల మీద నింద వేసిన ఈ దుర్మార్గుణ్ణి ఊరికే వదలకూడదు అన్నట్టు కోర గణపతిని పిలిచి దొంగను పట్టించిన ఆ ముసలం ఏది ఇంతవరకు ఇక్కడే ఉంది ఉన్నట్టుని కనిపించడం లేదే అమ్మా కామాక్షి కామాక్షి దేవి కామాక్షి నా నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి నువ్వే స్వయంగా వచ్చావా తల్లి దేవి కామాక్షి ఈ కామాక్షి దేవి కష్టాల్లో ఉన్న భక్తుల్ని కాపాడమే కాకుండా తన భక్తుల్ని బాధించే వారిని తగిన విధంగా శిక్షిస్తూ ఉంటుంది భీమవరం అనే గ్రామంలో రెండు కుటుంబాలు ఉండేవి ఒక కుటుంబానికి యజమాని గోపాలం అతని భార్య దుర్గ పరమ గయ్యాళి అతని చెల్లెలు సుమతి ఆ సుమతికి పక్షవాతం వచ్చి ఒక కాలు చెయ్యి పడిపోయింది గయ్యాలైన దుర్గ ఆ సుమతిని నానాహింసలు రెండవ కుటుంబానికి యజమాని పరమానందం అనే వ్యాపారస్తుడు అతని భార్య పేరు కామాక్షి అందగత్తే అమాయకురాలు ఆ భార్యాభర్తలిద్దరూ ఆ కామాక్షిదేవినే నమ్మి పూజిస్తూ ఉండేవారు వారి ఇంటి ప్రక్కనే కోకో అనే కోకల కోటి శక్తి ఉండేవాడు అతడు శ్రీలోలుడు పక్కింటి కామాక్షి మీద కన్ను వేశాడు తల్లి కామాక్షి వ్యాపార నిమిత్తం నేను గుంటూరు వెళుతున్నాను నెల రోజుల వరకు తిరిగి రాను నా భార్య కామాక్షి పాలేదో మజ్జిగేదో తెలుసుకోలేని అమాయకురాలు నిన్నే నమ్మి నీ మీద భారం వేసి నీకు అప్పగించి వెళుతున్నాను నా భార్య క్షేమాన్ని మానాన్ని నా కుటుంబ గౌరవాన్ని నీవే కాపాడాలి తల్లి వెళ్ళొస్తాను కామాక్షి క్షేమంగా వెళ్ళదండి Hmm? Mm. Huh. ఆకలి ఆకలి దాహం ఆ దుర్గా సుమతకు భోజనం పెట్టావా మీ చెల్లెలికి పెట్టకుండా చేన్నంతా నేను నా బిడ్డ మెక్కుతాం అనుకుంటున్నారా ఆ బిడ్డ ఆకలి నాకు తెలీదా గంట క్రితమే సుమతికి అన్నం పెట్టాను తల్లి కామాక్షి చిన్నతనం నుంచి నిన్నే నమ్ముకుని సేవిస్తున్నాను ఏ దేని రాలిని కరుణించవా తల్లి ఇంకా ఎంతకాలం ఈ హింస అనుభవించాలమ్మా Oh పొద్దున్నే మీ వదిన చేత తైలం రాయించుకున్నావమ్మా తైలం రాయడమే కాదండి మాత్రలు కూడా మింగించాను ఒక సంవత్సరం పాటు ముప్పొద్దున ఈ తైలం పూస్తే పడిపోయిన కాలు చెయ్యి బలం పుంజుకుంటాయని వైద్యుడు చెప్పాడమ్మా దుర్గా క్రమం తప్పకుండా ముప్పొద్దున రాయాలి అలాగేనండి అంతకన్నా నమతి అంత తొందరగా కోలుకుంటే అంత మంచిది కదండి <laughs> వదినా ఆకలేస్తోంది అన్నం పెట్టు సుమతి నేను వెళ్ళి నీకు అన్నం తీసుకొస్తాను ఈలోపు ఈ చావిడంతా కొంచెం చిమ్మమ్మా చీమలున్నాయి వదిన మంచిదే కదమ్మా చీమలు అన్నం తింటే ఒళ్ళు నొప్పులు పోతాయని వైద్యుడు చెప్పాడు తిను తిను అమ్మా నువ్వు తల్లొప్పి అంటావుగా బొద్దింకలు తింటే తల్లొప్పి పోతుందని మా మాస్టర్ చెప్పారు మరి నువ్వు తిన్నారు ఎవరికెప్పుడు ఏది ప్రాప్తమో అది తినక తప్పదే తల్లి Oh, my God. అమ్మా కామాక్షి ఇంత చిన్న వయసులో పక్షవాతం రావడానికి నేనేం పాపం చేశానమ్మా పూటకు పట్టడన్నం తినే యోగం కూడా లేకుండా చేసి నన్నెందుకమ్మా ఇలా ఏడిపిస్తున్నావు శెట్టి గారా రండి రండి నేనే కావచ్చు రెడీ మీ ఆయన కనిపించడా ఇంట్లో లేడా లేరండి గుంటూరు వెళ్ళారు గుంటూరు లేడా చాలా సంతోషం కొత్త రకం చీరలు వచ్చాయి చూపించనా మీరు చూపిస్తానంటే ఎదుగుతుండండి ఈ చీర ప్రేమనగర్ లో వాణిశ్రీ కట్టిన చీర <laughs> <laughs> ప్రేమాభిషేకంలో శ్రీదేవి కట్టిన చీర బాగుందా ఈ చీర ప్రేమ మందిరంలో జయప్రద జయప్ర జయప్రద కట్టిన చీర అవునాయి మెరిసిపోతున్నాయి కదా ఈ చీర ఎంత శెట్టి గారు ఎంతోనా వెయ్యి ఇది అదే వెయ్యి ఒక్క రూపాయి ఇదేంటండి అదే అది పదిహేను వందలు అమ్మో మాకంత శక్తి లేదండి శక్తి లేదా నేను ఇస్తాగా ఏమిటి శెట్టి గారు అలా గుటకలు మింగుతున్నారు దాహం వేస్తుందా ఎక్కడ కూడా వచ్చేస్తుంది కామాక్షి నీ చక్కని చేత్తో ఓ గ్లాసుడు చిక్కని మజ్జిగ తెచ్చి పెడతావా ఇప్పుడే చేస్తానుండండి. <laughs> ఆ మజ్జిగలో ఉప్పేసి కొత్తిమీరేసి పచ్చిమిరకాయ మొక్కలు కోసేసి అల్ల మొక్కలు నరికి మొక్కలేసి నిమ్మకాయ పిండేసి తీసుకురా కామాక్షి కలిపేసి గిలగిలగిలగిల గిలకెట్టేసి తెచ్చావనుకో భలే మజాగా ఉంటది తెస్తానుండండి కామాక్షి నాకు ఒంటరిగా దొరికింది ఎంతకాలంగానో తీరను నా కోరిక ఇవాళ తీర్చుకుంటాను మనస్సారా మధ్య చేసుకుంటాను వీరభద్ర తెలిసింది మాతో కామాక్షి రాగానే తవ్విస్తా కౌగిలిస్తా చచ్చాడా దేవుడా కొంప తీసి కామాక్షి మొగుడుగా నా గుంటూరు నుంచి తిరిగి వచ్చాడా ఎవరు లేరే నన్నెవరు కొట్టారబ్బా అయినా ఈ భూప్రపంచంలో ఈ కోకోను కొట్టే ధైర్యం ఎవరికి ఉందిలే కామాక్షి ఇంకా రాలేదే ఎవర్రా నన్ను కొట్టింది ఎవరూ లేరే కొంప తీసి పైనుంచి పెంకేదైనా పడిందా ఆ పెంకే పడుంటే నా తల మీద పడ్డ పెంకు కింద పడి ఇక్కడే అక్కడో ఎక్కడో ఎక్కడో చోట ఉండాలి కదా ఎక్కడా లేదేంటి చింతకి నన్ను ఎవరు కొట్టినట్టు ఎందుకు కొట్టినట్టు ఎలా కొట్టినట్టు కామాక్షి అరే ఈ దెబ్బ మనిషి కొట్టిన దెబ్బ కాదు భూత భవ అమ్మోయ్ అమ్మోయ్ అయ్యో కోకో సెట్ గారు ఇదేమిటండి నా కాలం మీద సాష్టాంగ పడ్డారు లేవండి ఇదిగో మజ్జిగ మజ్జిగ <laughs> కోక నీకు దెబ్బలు ఎప్పుడు తప్పు తీరురా ఒరే గుండిగా బాబాయ్ ఈ గుండిగాడు నన్ను విడిచిపెట్టాడు లేదు బాబాయ్ ఇప్పుడు మనల్ని కొట్టడానికి ఏ గుండుగాడు లేడు సచ్చి బతికినంత సంతోషంగా ఉంది ఈడెవరు ఉక్కు పిండమని ఆ గుండుగాడు భయపడి పారిపోయి ఉంటాడు కదా Никита! Ну... రుమతి తలనొప్పి చాలా ఎక్కువగా ఉంది ఈ పప్పు కొంచెం రుబ్బుతావా తల్లి ఈ స్థితిలో పప్పు రుబ్బడం నా వల్ల అవుతుందా వదినా అల్ల కాదని ఊరుకుంటే ప్రయోజనం లేదమ్మా కాస్త కష్టమైనా మెల్లిగా రుబ్బుతుంటే ఒళ్ళు కదిలి పడిపోయిన నీ కాలు చెయ్యి బాగైపోవచ్చు రా తల్లి వచ్చి రుబ్బు పొద్దున్న తింటే ఈ తల్లెప్పి తగ్గిపోతుంది తమ్మంటా అమ్మా సంతోషించాలి నీ తెలివికి పద నిన్నే వెళ్ళి రుబ్బు రావే కులాసాగా ఉన్నావా దుర్గా ఏం కులాసా అత్త పచ్చవాత వచ్చిన ఆడబడుచుకు పొద్దస్తమానం గొడ్డు చాకరీ చేయలేక చస్తున్నానత్త పాపిష్టముండా ఇలా మమ్మల్ని పీడిస్తూ ఎందుకు బతక ఎవరిని ఉద్ధరించడానికి ఈ పాడు బతుకు బతికే కన్నా ఒక్కసారే ఊరేసుకుని చాలకూడదు ఈ నిందల్ని అవమానాల్ని భరిస్తూ నాకు బ్రతకాలని లేదు దినా క్షణ క్షణం చచ్చిపోవాలని అనుకుంటాను కానీ అపమృత్యు అంటే నాకు భయం నేను నమ్మి పూజించే ఆ కామాక్ష తల్లి నన్నెప్పటికైనా కరుణిస్తుందని కొండంత ఆశతో బ్రతుకుతున్నాను కానీ ఆ తల్లి దయ ఇంకా నా మీద కలగలేదు నేనేం చేయను దుర్గా ఇలా నీలో నువ్వు మదనపడే కన్నా ఒక్కసారి నీ ఆడపడిచి పెడి విరగడి చేసుకోకూడదు ఎలాగత్తా మా ఆయనకి సుమతి ఆరా ప్రాణం అందుకే దాని ప్రాణాన్ని తీసేస్తే నీ ప్రాణం సుఖపడుతుంది తల్లి ఎలాగత్తా అది తినే తిండిలో ఇంత విషం పడిస్తే సరే బయటపడితే అది బయటపడకుండా జాగ్రత్త పడాలి మరి నీ వెళ్ళి విషం పంపిస్తాను వదినా నా కాలు చెయ్యి పడిపోయినా నిన్ను కష్టపెట్టకూడదని నువ్వు చెప్పిన పనల్లా చేశానే అంటరాని దానిలా చెరిగిపోయిన చాప మీద చావిట్లో పడేసిన భరించానే చిప్పలో నీళ్లు పోకుళ్ళో చీవులు పట్టిన ఎంగిలనం పెట్టినా తిన్నానే నువ్వే నారళ్ళు పెట్టినా భరించానే నేను నీకేం ద్రోహం చేశాను అది నా చావే నీకు ఆనందం అయితే అలాగే కానీ అలాగే కానీ అక్క రంగమ్మత్త దీన్ని మీకు ఇచ్చి రమ్మన్నారు సుమతి సుమతి ఇందమ్మా ఈ పాయసం తీసుకో పాయసం పాయసం నాకు వద్దు నాకు పాయసం వద్దంటే వదిలి పెడతానా ద్రాక్ష జీడిపప్పు యాలక్కాయలు వేసి నీకోసమే ప్రత్యేకంగా తయారు చేశాను తీసుకోమ్మా ఇందా Mm. తల్లి కామాక్షి ఆంటీ నువ్వు ఈ పాయసాన్ని తాగొద్దు మీనా అవునమ్మా పాయసం తాగితే తిన్న మందులు పనిచేయవని నువ్వే కదమ్మా చెప్పావు అందుకే ఈ పాయసాన్ని నేనే తాగుతాయినా నీకేమైనా మర్చిపోయిందా ఇంట్లో వేరే పాయసం లేనట్టు ఈ పాయసాన్ని తాగుతానంటావే నువ్వైనా తాగు నేనా నీనా ఈ పాయసాన్ని మనం తాగకూడదు ఎందుకని ఇందులో మందు కలిపాను దీన్ని సుమతే తాగాలి దీన్ని తాగితే ఆంటీ చచ్చిపోతుంది కదమ్మా అన్యాయంగా ఆంటీని చంపాలనుకోవడం నిజంగా ఘోరమమ్మా మహాపాపం సరే సరే పద తాగమ్మత్త మా అమ్మ ప్రత్యేకంగా తయారు చేసిన జీడిపప్పు పాయసం తాగత్తా నా తల్లి నా బంగారు తల్లి పసిదానివైన నీరెంత పెద్ద మనసమ్మా అదత్త అత్త అత్త అది ఈ రోగిష్టి కోసం మీరిచ్చిన విషాన్ని కలిపిన పాయసం అమ్మో అమ్మో నేను ఇచ్చిన విషయాన్ని నాకే తిరిగి ఇచ్చేసారా మీనా ఎందుకు సుమతికి మందు కలిపిన పాయసం ఇస్తే అది తనకు కావాలని మారం చేస్తూ సుమతి నోటి దగ్గర నుంచి లాగేసుకుందండి నాన్న నిజంగా అమ్మ అందులో కలిపింది మందు కాదు విషం మీనా ఆ పాయసం తను తాగాలని మారం చేస్తుంటే విషం కలిపానని ఊరికే చెప్పానండి <laughs> అలా చెప్పు దుర్గా నేను ఈ రాత్రికి ఇంటికి రాను మా ఆఫీసర్ గారింట్లో పని ఉంది అర్జెంట్ గా వెళ్ళాలి పద అన్నం పెడుతూ గాని కామాక్షి కామాక్షి శ్రీదేవి చీర కట్టుకుని జయప్రద జాకెట్ వేసుకుని వాణిశ్రీలా వయ్యారంగా ఉంది అట్ట పిల్లల చూపులు చూస్తారని శెట్టి గారు <laughs> మీకోసం రాత్రంతా మా ఇంటి తలుపులు తెరిచే ఉంచాను నిజంగానా కావచ్చు మీరు చచ్చినంత ఒట్టు మరి ఎక్కడికి ఎందుకు వచ్చినట్టమ్మా మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళడానికి మీ మూట మీకు ఇవ్వడానికి <laughs> నేనే కాగలేను అమ్మా ఉండండి తోట గారు కాచి కావుడు ఇంత కాలానికి ఒంటరిగా చిక్కావు కదా ఇదేటి మొడలా గుచ్చుకుంటున్నాయి ఇదేటి నొన్నగా ఉంది గుండె గుండె బాబా కోకల కోటిగా నీ కోతి మొహానికి కామాక్షి కావాలా వద్దు చీరల వ్యాపారంతో అమాయక స్త్రీలను వల్ల వేసుకుంటావా రాసుకోరు బాబా నీకు నిమ్మకాయ పిండి చిక్కడి మధ్య కావాలా చక్కని మొహం చూడ కామాక్షి మగుడు ఇక్కడికి వచ్చేంత వరకు కాలు కదిపేవా నీ ఆకారమే వికారమైపోతుంది అతడు రాగానే అతని పాదాల మీద పడి క్షమాపణ చెప్పుకో మళ్ళీ నా కీళ్లు పీకేస్తా నా ఒళ్ళు చీరేస్తా నా కళ్ళు పీకేస్తా నువ్వు ఇప్పుడు ఎంత అందంగా ఉన్నా తెలుసా వద్దు మీనా మీ అమ్మ చూస్తే కొడుతుంది ఏం కొట్టదు అమ్మ పక్కింటికెళ్ళింది ఏది చేయి చూపించు చలిలో వణుకుతూ జీవచ్చవలా జీవించమని ఆ కామాక్షి తల్లి నా నుదుట రాసిందమ్మా ఆంటీ నువ్వు నాకు ఏడుపు వస్తుంది నా గదిలోకి నా పరుపు మీద పడుకుందు గాని రా ఆంటీ నాకు అదృష్టం లేదమ్మా నువ్వు నువ్వు రాకపోతే నేను ఇక్కడ నుంచి పోతు మీనా నువ్వు మంచిదాను కదూ నా మాట విని పోతల్లి నువ్వు రాకుండా నువ్వు వెళ్ళనంటే వెళ్ళను తల్లి కామాక్షి నేను ఇప్పుడు ఏం చెయ్యాలి నన్ను ఇక్కడే పడుకోనివ్వాలి Oh ఇక హాయిగా నిద్రపో మీనా చిన్నదానివైనా నీదెంత పెద్ద మనసమ్మా నువ్వు నూరేళ్లు చల్లగా ఉండు చల్లగా ఉండు పక్కన పడుకుంటా కొట్టద్దు నిన్ను కొట్టలేకే నా బిడ్డను కొడుతున్నానే పాపించదానే వదినా నీ పాడు రోగాన్ని నా బిడ్డకు కూడా అంతగా తల్లి కావాలని నా బిడ్డ నీ పక్కన పడుకోబెట్టుకుంటావా లేదు దిరా మేనే నా పక్కన బలవంతంగా పడుకుంది పసిబిడ్డ బలవంతం చేస్తే మాత్రం రోగిచ్చిదానివి నువ్వెలా ఒప్పుకున్నావే నాటకం ఆడుతున్నావా నాటకం నువ్వు ఇంట్లో ఉన్నంత వరకు మా సంసారం బాగుపడదు పోవే బయటికి ఆంటీ అంటే ఆంటీ వదిలా చిచి ఎందుకు ఇవన్నీ రేపు ఎప్పుడైనా ఆంటీ లాగి నీకు కాళ్ళు చేయి పడిపోతే ఈ చెప్పా మూకుడు కాదు తల్లి కామాక్షి ದೇನುರಾಲಿ ಕಳುತೇರ್ಚಿದ ಕರುಣಿಂಚಿದ ನಿಮಗೆ ಮಾರಂತಲ್ಲಿ మీనా మీనా ఏమ్మా ఏమైంది ఎందుకు అడుస్తున్నావు అమ్మా ఆంటీని బయటికి గెంటేసింది నాన్న ఆంటీని బయటికి దుర్గా దుర్గా సుమధ్ర బయటికి గెంటేసావా అవునండి ఈ చెల్లెలకి సేవలు చేయడం నా వల్ల కాదు అది ఇంట్లో ఉన్నంత వరకు నాకు శాంతి లేదు సుఖం లేదు అందుకే బయటకు గెంటేశాను నువ్వు మనిషివా రాక్షసివా అవిటిదైనా నా చెల్లెల్ని నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించడానికి నీకు మనసులో ఒప్పిందే పాపిస్తుందానా చీ నీ ముఖం కూడా చూడకూడదు సుమతి నా సుమతి ఇప్పుడు ఎక్కడుందో ఎన్ని కష్టాలు పడుతుంది అర్థమైంది దేవి అర్థమైంది మీరు మీరు డోలీ మోసేవాళ్ళం బిడ్డ కామాక్షమ్ముడికి డోలి మోసేవాడు కావాలంట ఆడకే వెళ్తున్నాం బిడ్డ మరి నువ్వేడక బిడ్డ నేను ఆ జగన్మాత కామాక్షి దేవి దర్శనానికేనమ్మా చనిపోయే లోపు ఆ తల్లి కోవిలకు వెళ్లి ఆమె దివ్యమంగళ రూపాన్ని ఒకసారి కళ్ళారా చూసి కన్ను మూయాలనుకున్నాను కానీ ఆశ నిరాశ ఎలా ఉంది అంతవరకు నేను బ్రతుకుతానో లేదో మరీ అట్ట నిరాశపడకే బిడ్డ మేము నేను డోలీలో కూకోబెట్టుకుని దేవస్థానం దగ్గర తీసిపోతాం అందుకు ప్రతిఫలంగా నీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులేమీ లేవు బాబు పర్వాలేదు బిడ్డ ఎట్టాగో మేము గుడికాడికే పోతున్నాం నిన్ను తీసుకుపోతాం నీలాంటి భక్తురాలను మోసిపోవడం మాకు ఆనందమే రా తల్లి బిడ్డ అదే కామాచమ్మ గుడి తల్లి మెల్లిగా నువ్వు గుళ్ళోకి వెళ్ళు బిడ్డ మరి మేము వెళ్ళొస్తాం వెళ్ళొస్తాం బిడ్డ ఇంత చలిలో బయట కూర్చున్నావెందుకమ్మా ఆ కామాక్షమ్మ తల్లి దర్శనం కోసమేనమ్మా ఎవరో పుణ్యాత్ములు ఎంతో దూరం నుంచి నన్ను ఇక్కడికి డోలీలో మోసుకొచ్చారు కానీ నా దురదృష్టం నాకన్నా ముందే ఇక్కడికి వచ్చింది నేను వచ్చి రాగానే గుడి పూజారులు ఆ తల్లి దర్శన భాగ్యం లభించకుండా చేసి తలుపులు మూసుకొని వెళ్లిపోయారు అందుకు నువ్వే నిరాశపడకమ్మా నేను నిన్ను గుడిలోకి తీసుకుని వెళ్ళి ఆ దేవిని చూపిస్తాను రా Thank you. మంగళ రూపాన్ని చూసే అదృష్టాన్ని కలిగించావా తల్లి మరి నీ కోరిక తీరిందిగా ఇక పడుకుందో గాని రామ్మా ఇంతవరకు నన్ను చూసి అందరూ అసహించుకున్నారు కానీ మీరు నన్ను కన్న బిడ్డలా ఆదరిస్తున్నారు ఇంతకన్నా భయంకరమైన వ్యాధులున్న వారిని నేను చూశానమ్మా వారికి సేవలు కూడా చేశాను చాలా పొద్దుపోయింది పడుకోమ్మా గుళ్ళో ఏ శబ్దాలు వినిపించినా లేవకుండా ఏం జరిగినా చూడకుండా నిశ్చింతగా నిద్రపోమ్మా శాస్త్రి గారు ఇటు చూడండి రాత్రి మనం గోపురం తాళాలు వేసేటప్పుడు ఈ అవిటిది బయట ఉందిగా తెల్లవారుసారి గుళ్ళోకి ఎలా వచ్చిందండి అదే అగమ్య గోచరంగా ఉంది ఏ అమ్మాయి లే తెల్లవారింది లేవమ్మా ఏమ్మాయి నువ్వు గుళ్ళోకి ఎలా వచ్చావు ఎవరో నిండు ముత్తైదువా నా దగ్గరకొచ్చి నా బాధలు విని నన్ను గుళ్ళోకి తీసుకొచ్చి కామాక్షమును చూపించి నన్ను ఇక్కడ పడుకోబెట్టి వెళ్ళింది బాబు నా వ్యాధి నయమైపోయింది నా కాళ్ళ చేతులు వచ్చాయి నా కాళ్ళ చేతులు వచ్చాయి కామాక్షమ తల్లి ఇన్నాళ్లకు నా మొర ఆలకించింది బాబు నన్ను కరుణించింది ఈ జగన్మాతతోనే సేవలు చేయించుకుని స్వస్థత పొందిన నీవు భాగ్యశాలి తల్లి కామాక్షమ్మ నిజంగా నీవు భక్త ప్రదాయనివి నీ మహిమయే మహిమ ఇక నుంచి నీ కోవిలే నాకు కైలాసం నీ సేవే నాకు పరమార్థం ఇల్లు విడిచిపెట్టిన లాళ్ళయింది ఆకలితో దాహంతో అలమటించిపోతున్నాను తిరిగి ఈ జన్మలో నా పిల్లాన్ని బిడ్డల్ని చూడగలుగుతానో లేదో తల్లి కామాక్షి ఏమిటమ్మా ఇది లేవయాలే బాబు నన్ను క్షమించాలంత వరకు మీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను క్షమించాను లే అసలు ఏం జరిగింది ఏముంది బాబు బుద్ధి గట్టి తిని చేయకూడని పని చేద్దాం అనుకున్నాను నాకు తగిన శాస్త్రే జరిగింది సరే సరే ఇంటికి వెళ్ళి తీరిగ్గా మాట్లాడుకుందాం పదండి బాబు మీరు నా చేయి గట్టిగా పట్టుకుని తీసుకెడతానంటే వస్తాను అలాగే పదండి చూస్తా నమస్కారం అమ్మా అమ్మా అమ్మా కామాక్షి నన్ను క్షమించమ్మా ఇక నుంచి నువ్వు నాకు తల్లితో సమానం తల్లి తల్లితో సమానం ఇదండి జరిగింది తల్లి కామాక్షి నీ లీలే లీల తల్లి నా భార్య మానాన్ని నా కుటుంబ గౌరవాన్ని కాపాడావమ్మా కామాక్షి మనం తప్పకుండా జొన్నవాడ వెళ్ళి ఆ దేవి దర్శనం చేసుకుని వస్తాం అలాగేనండి కామాక్షీదేవిని నమ్ముకున్న సుమతికి పక్షవాత నుండి స్వస్థత చేకూరింది సుమతిని నానా విధాలుగా హింసించిన దుర్గ బస్సు ఎక్కుతూ కాలు జారి చక్రాల కింద పడి నడుము విరిగి మంచాన పడింది చేసిన పాపం ఊరికే పోతుందా ఏమండి ఎందుకే అవన్నీ నువ్విప్పుడు ఆంటీలాగే అవుటి దానివయ్యావుగా ఇక నుంచి నువ్వు ఆ చావిట్లో ఈ పైన చాప మీద పడుకోవాలి ఈ మూకుట్లో చీమలు పట్టిన ఎంగిలన్నం తినాలి ఈ చెప్పలో గంజి నీళ్లు తాగాలి దుర్గా నేను జొన్నవాడ కామాక్షమ్మ గుడికి వెళ్ళొచ్చానమ్మా అక్కడ నీ ఆడపడుచు సుమతి కనిపించిందమ్మా నా చెల్లెలు సుమతి ఆ కామాక్షమ్మ తల్లి దగ్గర ఉందా నా ఆంటీ బాగుందా కే బంగారం బొమ్మలా ఉంది సాక్షాత్తు ఆ కామాక్షమ్మ తల్లే స్వయంగా వచ్చి నీ ఆడపడుచు పక్షవాతాన్ని పోగొట్టిందట అక్కడున్న ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు దుర్గా అవిటిదైన సుమతిని నువ్వు తిట్టి కొట్టి బయటికి గంటి వేసినా ఆ కామాక్షమ్మ తల్లి కరుణించింది అయితే నన్ను ఓసారా దొన్నవాడ తీసుకెళ్ళండి ఆ కామాక్షమ్మ పడి నేను చేసిన ద్రోహానికి క్షమాపణ చెప్పుకోవాలి అంత వరకు నా మనసుకి శాంతి లేదు శాంతి లేదండి శాంతి లేదు నిన్ను తప్పకుండా జొన్నవాడ తీసుకెళ్తాను <laughs> వదినా ఏమైంది వదినా సుమతి నేను నీకు చేసిన అన్యాయానికి ఈ దేవి నన్ను ఇలా శిక్షించిందమ్మా ఊరుకో వదినా ఊరుకో ఈ కామాక్షి దేవి కరుణామయి భక్తితో వేడుకుంటే తప్పకుండా నయమవుతుంది వదిరా తప్పకుండా నయమవుతుంది తల్లి కామాక్షి బుద్ధి గడ్డి తిని అహంకారంతో నీ భక్తురాయన సుమతిని నానా హింసలు పెట్టాను అర్ధరాత్రి ఇంటి నుంచి బయటికి గెంటేశాను నేను చేసిన ఈ ఘోరాపరాధానికి ఇచ్చిన ఈ శిక్ష తగినదేనమ్మా అమ్మా నా తప్పుల్ని మన్నించి నన్ను కాపాడు లేదా నీ పాద సన్నిధిలోనే నా ప్రాణాలు తీసుకో తల్లి తీసుకో తీసుకో తల్లి నా నొప్పి తగ్గిపోయింది రాండి రాండి రంగా దేవికెయ్యటానికి ఈ మాల పొడవు సరిపోదు నాయన సరిపోకపోతే సరిపెట్టుకోండి స్వామి దేవికి సాలీసాలని మాల వెయ్యకూడదు రంగా మాల కట్టడానికి నా చేతులు మరీ అంత పొడుగ్గా లేవండి అయినా దేవస్థానం వారిచ్చే జీతానికి అంతకంటే పొడవైన మాల రాస్తామే అమ్మవారి మాల విషయంలో అలక్ష్యం చేయటం పాపం రంగా ఆ పాప మీద నేనే భరిస్తాను గానే మీరేం బాధపడిపోకండి వెయ్యండి వెయ్యండి ఇంటికి దీపం ఇల్లాలే ఇల్లాలే ఇంటికి దీపం అప్పుడు కావాలా నా చెయ్యి నా చెయ్యి బాబోయ్ తాగిపోతుంది అయ్యో అమ్మా అయ్యో అమ్మా चाहिए चाहिए खाना चाहिए परिवार वाला चाहिए அம்மா நீ மாதிரின மறித்திலே தள்ளி அம்மா அம்மா அம்மா தள்ளி தேவி தேவி அம்மா கவச்சாவத்தல்லி தப்பிச்சா నన్ను కరుణించి కాపాడు తల్లి బుద్ధి తక్కువై నిన్ను నిర్లక్ష్యం చేశారమ్మా అమ్మా నా సర్వాపరాధాన్ని క్షమించి నన్ను కాపాడు తల్లి అమ్మా కావాల్సిన తల్లి ఇక ఈ జన్మలో ఇక ఈ జన్మలో ఎలాంటి తప్పు చేయనమ్మా ఎలాంటి పాపం చేయను అమ్మా నా చెయ్యి నాకు ప్రసాదించి తల్లి కావాల్సిన తల్లి నా చెయ్యి నాకు మామూలుగా వచ్చేసింది తల్లి సింహపురిలో రామయ్య అనే దేవీ భక్తుడు ఒకడు ఉండేవాడు అతడు చాలా బీదవాడు ఎంతో కాలం తర్వాత గర్భవతి అయిన తన భార్య సీతమ్మ ప్రసవ వేదనతో మెలికలు తిరుగుతూ బాధపడుతూ ఉండగా కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది చేయించడం నా వల్ల కాదు ఇక ఆలస్యం చేస్తే నీ కోడలు నిండు ప్రాణానికే ప్రమాదం అమ్మా వెంటనే పట్నం తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చండి ఈ గాలి వాళ్ళు పట్నానికి ఎవరు బండి కూడా కట్టరమ్మా అయినా ప్రసవ వేదంతో అల్లాడిపోతున్న కోడల్ని ఈ సమయంలో ఎట్టా తీసిపోతావు పోనీ పత్రవీధిలో వీధిలో ఉన్న డాక్టర్ అమ్మనన్నా ఇక్కడికి తీసుకురండమ్మా లేకపోతే తల్లి బిడ్డ ఇద్దరు బ్రతకడం నేను వెళ్ళి డాక్టర్ ముందు తీసుకొస్తాను అలాగే వెళ్ళొస్తానమ్మా జాగ్రత్తగా వెళ్ళాను ఆయన అయ్యా అయ్యా ఎవరు బాబు ఏం కావాలి డాక్టర్ గారు కావాలి బాబు నా భార్య కాన్పు కాక కష్టపడుతుంది డాక్టర్ గారిని వెంటనే తీసుకెళ్ళాలి బాబు డాక్టర్ గారు పట్టం వెళ్ళారు ఎప్పుడొస్తారో తెలియదు అలాగా వచ్చింది సీత నిన్ను బిడ్డను కాపాడుకుందామని వచ్చాను కానీ ఈ పవనలు కాటేసింది ఇంటికి వచ్చి మిమ్మల్ని చూసే వరకైనా నా ప్రాణం ఉంటుందో సీత పావు కరిచిందమ్మా పావు సరే నిన్ననే నెల్లూరు జాతరకి వెళ్ళాడయ్యా అక్కడ కోడలు కానుపు కాక బాధపడుతుంది ఇక్కడ కొడుకు పావు కాడికి బలై సావు బతుకుల్లో ఉన్నాడు ఈ స్థితిలో కన్న తల్లి దుఃఖాన్ని చూస్తుంటే కడుపు తరుకుపోతుంది ఇలాంటి కష్టాలు తగవారికి కూడా రాకూడదు అమ్మా కామాక్షి ఏమిటమ్మా మాకు ఈ పరీక్ష నీ మొక్కుబడితో లేక లేక నా కోడలకు కలిగిన ఈ తొలి కాల్పులు ఎందుకమ్మా ఇన్ని కష్టాలు అటు చూస్తే కొడుకు పాము కాటుకు గురై ప్రాణా పరిస్థితిలో ఉన్నాడు ఇటు చూస్తే కోడలు కాన్పు కాకుండా కష్టపడుతోంది ప్రతినిత్యం నిన్నే నమ్మి పూజించే నీ భక్తులు అమ్మని ఆపదల పాలు చేయడం ధర్మమా నీకు తల్లి ధర్మమా ఈ కష్ట సమయంలో నీవే మాకు దిక్కు తల్లి నీవే మాకు దిక్కు సుబ్రహ్మణ్య తెలుసుకున్నాను మాట తెలుసుకున్నాను ఏడవకు అమ్మా చల్లని మీ చేతి స్పర్శతో నా బాధకు ఉపశమనం కలుగుతోంది అమ్మా నన్ను కరుణించి నాకు సుఖప్రసం అయ్యేలాగా చేయండమ్మా అందుకే నేను వచ్చానమ్మా నెమలి పామును వెళ్లి విషం తీయమంటుంది కానీ పాము ఏమో వెళ్ళనని మొండికేస్తోంది అవును నెమలేమిటి పాముని ఇక్కడ తీసుకురావడం ఏమిటి ఏమిటి వింత మన రామయ్యను ఈ పామే ఖర్చుంటుందేమో అందుకే ఆ కామాక్షమ్మ తల్లి ఈ పాముని పట్టుకురామని నెమల్ని పంపించుంటుందయ్యా ఉంటుంది ఉంటుంది ఉంటుంది ఉంటుంది సుబ్బమ్మా నీకు మనవడు పుట్టాడమ్మా అమ్మా మనవడు పుట్టాడని సంతోషించనా కొడుకు దుస్థితికి దుఃఖించనా ఇలాంటి పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు తల్లి ఏ ఆడదానికి రాకూడదు నీ కొడుకు ప్రాణానికి ఏం ప్రమాదం లేదు ధైర్యంగా ఉండమ్మా ధైర్యంగా ఉండు నీకు ప్రాణం మీద ఆశ పోతాను 我财了。 బాబు బాబు బాబు సమయానికి దేవతల ఈ డాక్టర్ వచ్చి నీ భార్య కాల్పు చేయించింది ఇప్పటిదాకా ఇక్కడే ఉంది ఉన్నట్టుండి కనిపించకుండా మాయమైపోయింది ఇది మాయ కదమ్మా అంతా ఆ కామాక్షమ తల్లి లీల ఆ కామాక్షమ తల్లి డాక్టర్ రూపంలో వచ్చి మన సీతకు కాన్పు చేసి వెళ్ళింది ఆ తల్లిని నమ్మి పూజించినందుకు మీ కష్టాలన్నీ తీరిపోయాయి నిజంగా మహిమగల దేవతంటే ఆ కామాక్షమ తల్లేనయ్యా అవునమ్మా ఆ దేవి కృప వల్లే మా కుటుంబం నిలబడింది అవును బాబు మనం వెంటనే జొన్నవాడ వెళ్ళి ఆ తల్లి ముడుపు చెల్లించుకొద్దాం ముందు ఇంట్లోకి వెళ్ళి పసిబిడ్డను చూడాలి బాబు రామయ్య చూడరా బిడ్డ ఎంత ముచ్చటగా ఉన్నాడు అమ్మా సీత ఎలాగున్నావమ్మా పోలే కష్టపడ్డా కూడా పండంటి బిడ్డను కన్నా తల్లి కామాక్షి నీవే స్వయంగా వచ్చి మా వంశాంకురాన్ని కాపాడేవా తల్లి స్వామి ఇక్కడ ఒక యక్షిడీ కొలను ఉందని విన్నాం దాని కథ ఏమిటి చూడమ్మా రేపు శుక్రవారం నువ్వు తెల్లవారుజామునే లేచి పూజకు అన్ని ఏర్పాట్లు చెయ్యాలి నీ గదికి వెళ్ళి నిద్రపోతల్లి అలాగే అనాదిగా ఒక యక్షిణీభూతం ఈ రజతగిరి ప్రాంతాలలో సంచరిస్తూ తన కంటబడిన యువకుల్ని తన అందచందాలతో ఆకర్షించి కామవాంఛను తీర్చుకున్న పిదప వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపి భుజిస్తూ ప్రజల్ని భయకంపితుల్ని చేస్తూ ఉండేది ఆ కాలంలోనే సింగరాయకొండలో కామశాస్త్రి అనేవాడు ఉండేవాడు గురు కామశాస్త్రి ఈ పురాతన తాళపత్ర గ్రంథం అతి పవిత్రమైనది మహామహిమాన్వితమైనది నడిజాము లోపల ఈ మంత్ర గ్రంథాన్ని అతి భద్రంగా గురుదేవులకు అప్పగించాలి అంతవరకు ఎక్కడ క్రింద పెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ మైలపడకూడదు పడకూడదు నిన్ను నమ్మి నీ చేతికిస్తున్నా జాగ్రత్త చిత్తం గురుదేవా ఇక నేను బయలుదేరతాను గురుదేవ మంచిది యువకుడు వయసులో ఉన్న కుర్రవాడు బొద్దుగా ముద్దుగా ఉన్నాడు పొందు కుసుగొలిపి విందు చేసుకుని తినేస్తాను ఏ సువాసన ఏ సువాసన ఏం గుమగుమా ఏం గమగమా ఎంతటి సుందరమైన ప్రదేశము అడవిలో దేవలోకాన్ని చూస్తున్నంత ఆనందం కలుగుతోంది నా మనస్సు తేలి తేలిపోతోంది తనవంతా ఏదో తీయని మైకం తీరని మత్తు కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుని వెళ్తాను <laughs> ముందు పిల్ల వెనక పిల్ల ఈ పక్క పిల్ల ఆ పక్క పిల్ల రంగు రంగుల పిల్లలు రంగేలు పిల్లలు ఇలా కనిపించి అలా మాయమైపోతున్నారే సుందరి ఎవరు నువ్వు ఎంత ఏడుస్తున్నా నేను ఒక అప్సరసన స్వామి నా పేరు మోహిని నేను నా చెల్లెలు ఉన్నమి వెన్నెలలో విహరించడం కోసం భూలోకానికి వచ్చాం ఇక్కడ సౌందర్యాన్ని అవలోకించి కాసేపు విశ్రమించాం నేను నిద్ర లేచి చూసేసరికి నాతో విశ్రమించిన నా చెల్లెలు కనిపించలేదు నేను ఒంటరిదానిగా మిగిలిపోయాను స్వామి మరి నువ్వు ఒంటరిగా మీ లోకానికి వెళ్ళలేవా మరో పౌర్ణమి వచ్చే వరకు నేను మా లోకానికి వెళ్ళడానికి వీల్లేదు కావలసిన వారందరికీ దూరం అయిపోయి ఒంటరితో నేను కన్నె పిల్లడు నాకింక దిక్కాడు స్వామి ఎడవకు ఎడవకు మోహిని పిల్ల కన్నీరు కార్చడం ఈ కామశాస్త్రి చూసి భరించలేడు నీకండగా నేను అవును ఇంతకుముందు అటు ఇటు ఇటు అటు చాలా మంది పిల్లలు పరిగెత్తుకెళ్లారు కదా వాళ్ళందరూ ఎవరు చాలా మంది కాదు స్వామి నేనే మీ కంట పడితే మీరైనా నాకు ఇస్తారని ఆశ్రయమా అన్నింటిలో ఆశ్రయం కోరడం ఈ కామశాస్త్రి కాదమ్మా <laughs> నీకు ఆశ్రయం ఇవ్వడమే కాదు నీ ముద్దు పుచ్చట అన్న కాసేపు ఆ అరుగు మీద విశ్రాంతి తీసుకుందా <laughs> మోహిని ఎందుకలా ఒళ్ళు విరుస్తున్నా ఏమని చెప్పను స్వామి ఒళ్ళంతా ఏదో ఏదోలా ఉంది అది వయసు భారం మోహిని లోపలంతా చలి చలి అంత चुके चुक चुक अरे मुझे झूले झूले గువ్వ సరసాల రవ్వ గువ్వ సరసాల రవ్వ మురిపాల సరి అయిన జంట సంగంట సయ్యాడ పండగంట గుల్లెమ్మ ఓ ఎల్లమ్మ బంగారు రాజ శృంగార పూజ బంగారు రాజ శృంగార పూజ సింగారి మేలు రావేళ మనకు పందిల్సనా ఏ నవ్వించి కవ్విల్సనా కిరికిరికిరికిరికిరి కవ్విళ్ళ పందిల్సనా అయ్యో మనసు మనసు కలిసిందంట ఉయ్యాల దంపాల జాదరంట పడిచాము కాబోతుంది ఆగు ప్రియా ఏంటి ఇప్పుడే తినేస్తాను ఈ మంత్ర గ్రంథం ఇతని దగ్గర ఉన్నంత వరకు ఇతన్ని నేనేమీ చేయలేను మోహిని వెంటనే ఈ మంత్రగంధాన్ని మా గురుదేవుడికి అప్పగించాలి త్వరగా పద పద ఇది మా గురువు గారికి గురువు గారైన రామశాస్త్రి గారి నువ్వు కాసేపు ఇక్కడే ఉండు ఈ మంత్రగ్రంథాన్ని గురుదేవులకు ఇచ్చేసి వస్తాను రామ్ స్వామి ఏమిటి నాయనా దెయ్యాలు తిరిగే వేళలో ఇలా వచ్చావు ఈ మంత్రగ్రంథాన్ని తమకు అప్పగించమని మా గురుదేవులు ఆజ్ఞాపించారు స్వామి ఇక నేను వెళ్ళి వస్తాను స్వామి ఆగు నాయనా ఎందుక తొందర ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళతావు ఉదయమే వెళ్ళవచ్చు కదా నాకు తోడుగా వచ్చిన మనిషిని బయట ఉంచి వచ్చాను స్వామి అలాగా ఎవరా మనిషి ఒక అప్సరస స్వామి అప్సరస అవును స్వామి ఆమె పేరు మోహిని అనుకోకుండా నా చెంతకు చేరింది నాతో వస్తానని బయలుదేరింది అలాగా <laughs> చూడు కామశాస్త్రి నువ్వు నిజంగా అదృష్టవంతుడివి మీ గురుదేవుల ఆశీర్వాద బలం సర్వదా నిన్ను కాపాడుతుంది చూడు నాయనా ఒక్కసారి నన్ను తాకి అలా చూడు అదే మనుషుల రక్త మాంసాలను భుజించే యక్షిణి ఈ మంత్ర గ్రంథం నీ దగ్గర ఉంది కనుకనే అది నిన్నే చేయలేకపోయింది అయినా అది నిన్ను విడిచిపెట్టదు నిన్ను భుజించే వరకు వెంటాడుతూనే ఉంటుంది అలా స్వామి మీరే నాకు దిక్కు నాకు ప్రాణం ఆ ఇఠిని హతమార్చే శక్తి ఆ జగన్మాత కామాక్షి తల్లికే ఉంది నీవు వెంటనే ఆ తల్లి కోవెలకు వెళ్లి ఆమె శరణాల పైన బడి శరణు వేడుకో నాయన అంత దూరం నన్ను ఎలా వెళ్ళమంటారు స్వామి ఆ యక్షి నన్ను దారిలోనే లటక్కన పట్టుకుని గుట్టుకున మింగేస్తుంది అందుకు నువ్వేమీ భయపడనక్కరలేదు నాయన ఇదిగో ఈ మంత్రాక్షతలు తీసుకుని వెళ్ళి ఆ యక్షిని మీద చల్లితే అది నిజరూపు పొందుతుంది ఆ యక్షిణులు పట్టుకోబోయినప్పుడల్లా ఆ తల్లి కామాక్షిదేవిని తలచుకొని ఈ వస్త్రాన్ని గిరగిరా తిప్పుతూ ఆ తల్లి కోవెలకు చేరుకోనాయన చించారు స్వామి ఒక ముఖ్య విషయం యక్షిణి గాలి సోకిన ఈ వస్త్రాన్ని గుడిలోనికి తీసుకుని పోకూడదు నీవు గుడిలోనికి ప్రవేశించిన తక్షణమే ఈ వస్త్రాన్ని బయటకు పారవేయాలి అలాగే స్వామి వస్తాను దీర్ఘాయుష్మానుభవ తడిచిన ఆ పాతకుడితో పరుగుతాడు ఎందుకు నీకు కావాలంటే నా బట్ట విప్పి మీ చేతికిస్తాను ఆ పాడుగుడ్డను పారేయండి అమ్మో నీ మాయ మాటలు వింటే నీ కడుపులోని పోతానని తెలిసే పిశాచి తల్లి దేవి స్నానమాడిన రక్తపు కొలనే నేడు యక్షిణీ కొలనుగా పిలువబడుతోంది అప్పట్నుంచి దేవి అభిషేక జలంతో పవిత్రమైన కొలనులో భూతప్రేతాలు ఆవహించిన వారిని స్నానం చేయించి దేవి పాదాల చెంత మంత్రించి ఉన్న వెంటనే వాళ్లను పట్టిన దుష్టశక్తులు తొలగిపోతాయి బాబు గారు నా ఒక్కగానొక్క కూతురు మాలతిని ప్రేమించానని పెళ్ళాడతానని నమ్మించి దాని శీలంతో చెలగాటమాడాడమ్మా ఆ తర్వాత అబ్బాయి గారికి పెళ్లిని నిశ్చయమైందని తెలిసి మా మాలతి అబ్బాయి గారి దగ్గరికి వెళ్ళి తన అన్యాయం చేయొద్దని కాళ్ళ వేళ్లాబడి వేడుకుంటే నీకు అర్హత లేదని దబాయించాడు ఆ ద్రోహాన్ని భరించలేకే నా కూతురు ఉరేసుకుని చనిపోయిందమ్మా చనిపోయింది మల్లయ్య ఇంతవరకు ఈ విషయాలను ఎందుకు దాచావు నా దగ్గర ఎందుకు చెప్పలేదు అంతా జరిగిపోయిన తర్వాత చెప్పినా మీరేం చేస్తారమ్మా చనిపోయిన నా బిడ్డను బ్రతికించలేరుగా మీ ఉప్పు తింటూ జీవించేవాణ్ణి జరిగింది బయట చెప్పి మీ ఇంటి గౌరవాన్ని రచ్చకెక్కించడానికి నీ త్యాగ బుద్ధికి నిజంగా గర్విస్తున్నాను మల్లయ్య నిజంగా గర్విస్తున్నాను ఆనాడట్టా చనిపోయిన నా కూతురు దయ్యమై వచ్చి తమ కోడలు గారిని పీడిస్తుందేమోనని అబ్బాయి గారు చేసిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకుంటుందేమోనని నా అనుమానం అమ్మ అన్నయ్య చేసిన అపరాధానికి వదిన నేను శిక్ష అనుభవిస్తున్నావు అమ్మగారు జన్నవాడ కామాక్షమును దర్శిస్తే పట్టుకున్న దయ్యాలు చుట్టుకున్న పాపాలు తొలగిపోతాయని దేశమంతా చెప్పుకుంటున్నారమ్మా ఒక్కసారి మీరు కూడా అక్కడికి వెళితే ఈ కష్టాలన్నీ తొలగిపోవచ్చని నాకు అనిపిస్తుందమ్మా అమ్మా అమ్మా వదిన కూడా జొన్నవాడ కామాక్షమ్మ దగ్గరికి తీసుకెళ్ళినట్టు తెలిసిందమ్మా మనం కూడా ఒక్కసారి జొన్నవాడ వెళ్ళి కామాక్షిదేవిని దర్శించుకొద్దామమ్మా వదనకు పట్టిన దుష్టపీడ తొలగించమని దేవిని ప్రార్థిద్దామమ్మా అలాగే తల్లి వేప చెట్టు దగ్గరికి తీసుకుని రండి అలాగే చేత పిశాచాల్లారా ఏ జన్మలో ఏ పాపం చేశారో అకాల మరణాన్ని పొంది ప్రేతాత్మలై నిరంతరం గాలిలో సంచరిస్తున్నారు అభం శుభం తెలియని అబలల్ని పట్టి పీడిస్తూ ఇంకా మహాపాపాన్ని మూట కట్టుకుంటారా గౌరవాది నరకానికి పోతారా ఇకనైనా బుద్ధి తెచ్చుకుని వెంటనే వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళండి వెళ్ళరు వెళ్ళకపోతే ఈ ప్రేత జన్మ నుండి మీకు విముక్తే లేకుండా చేస్తాను ఇంతకన్నా హీరదశకు చేరుకునేలా చేస్తాను క్షణ క్షణం నరక యాతల్లో కుమిలిపోయేలా చేస్తాను ఊరికే వదిలి వెళ్ళడం కాదు ఆ వేప వృక్షానికి బందీలైపోవాలి స్నానాలు చేసి దేవిని దర్శించుకుందాం పదండి కామాక్షి భూతనాయకి ఇంతవరకు మేము చేసిన పాపాలు చాలు అనుభవించిన బాధలు చాలు ఇకనైనా మమ్మల్ని దయదలచి ఈ జీవితాల నుండి మాకు విముక్తి ప్రసాదించు తల్లి जन्म तथास्तु